my brother. This is my sister and Chapu. This is my sister. We are siblings. We care for each other. Everything no, no, no, no. We don't care for each other. Everything we want, we always share. <laughs> I don't share. because we are siblings, siblings, siblings, siblings. That uh, హైదరాబాద్ నుంచి అనంతపూర్కి వెళ్తున్నాం పక్కన ఎవరున్నారా చెయ్యి my bro Annagar Vishnu alias అని అనమాట సో ఇప్పుడైతే అనంతపూర్కి వెళ్తున్నాం కానీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో టూ డేస్ ఉన్నాం ఏం చేసినామ్మా కలిసాం పందితో పాటు నేను కూడా తిరిగా బాగా మా బాబు నా కోసం వచ్చి నన్ను బాగా తిప్పి ఏమేం చేశామంటే మీరే చూడాలి వ్లాగ్ మొత్తం చూస్తే మీకే తెలిసిపోద్ది నేను ఏమేం చేశానని సో ఫస్ట్ డెస్టినేషన్ అయితే బార్బిక్యూ నేషన్ ఎందుకంటే కడుపులోకి ఏమని ఇదిగో మా అన్న అక్కతో ఇద్దరితో వచ్చానమాట మా అన్న నేను అక్క కలిసిపోయినా సేమ్ కలర్ కనిపిస్తున్నాం శోభ సో పానీపూరి మటన్ నువ్వు పానీపూరి మాత్రం వదలకు హ్యాపీ బర్త్డే సోను ఎప్పుడమ్మా నీ బర్త్డే చూడలేదు కదా సో తిన్నది అరగడానికి ఇలా మాల్కి వచ్చామన్నమాట అంటే ప్రసాద్ మాల్కి వచ్చాము ఫస్ట్ అయితే అదిగోండి బౌలింగ్ కోసం తీసుకుంటున్నారు మా అన్న సో బౌలింగ్ చేసి కొంచెం తిన్నదంతా అరిగించాలి కొట్రా ముఖం వాడిపోయింది బాబుది <laughs> అప్పుడే షాపింగ్ చేసి అలసిపోయాం సో ఫుడ్ కౌంటర్ రే ఇప్పుడు నా షాపింగ్ ఏం చేస్తావు షాపింగ్ ఏం కొనిచ్చినారా నేనే చెప్పించినావు అంతా ఇప్పుడు నెక్స్ట్ మనం మన షాపింగ్ పోదాం పోదాం లేదు నా ఫస్ట్ టైం అందుకే అంత ఎగ్జైట్మెంట్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రన్ చేయదు కూర్చోదు అర్థం కాలేదు ఒక్కొక్క కుత్తులు మట్టు కొండలు కొట్టు దిక్కొత్తు ఎలక పిల్ల మీద వినాయకుడు ఉన్నట్టున్నావు నిజంగా అయ్యో ఇప్పుడు ఇది ఇది కదా దాటివి ఓ పట్టుకో కింద పడకూడదు వేస్ట్ నేనే మీరు లాస్ట్ వర్క్ అన్న వచ్చిన ఈడ చూడండి ఇంకొక కోతి కోతి ఉన్నట్టున్నారే <laughs> నేను రకమైన ఆగు ఏయకే ఊపిరి ఆడట్లే తీయ నువ్వు చెయ్యి చెయ్యి నాకు ఊపిరి ఆడట్లే అమ్మో అమ్మా చాలే <laughs> వచ్చింది రే nice landing bro water landing water landing kidding. Yeah. <laughs> ఎట్లుంది నేను అన్నీ నాకు చూపించి అప్లోడ్ చేయాలి ఇది ప్రోటీన్ షేక్ doo-doo ആടെ ലവ്